లేదా పీజీ పిఎం లేదా పీజీ డిఎం మరియు కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి వయసు రెండు వేల పద్దెనిమిది జనవరి ఒకటి నాటికి ఇరవై ఒకటి నుండి ఇరవై ఎనిమిది ఏళ్ళ మధ్య ఉండాలి ఎంపిక విధానం online exams interview medical examination ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది దరఖాస్తు విధానం ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు ఫీజు ఐదు వందల రూపాయలుగా పెట్టడం జరిగింది దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ ఆరు రెండు వేల పద్దెనిమిది చివరి తేదీగా ప్రకటించడం జరిగింది మీరు WWW dot LIC housing dot కామ్లోకి వెళ్ళి పూర్తి వివరాలను చూసి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ఇవ్వండి